నీకున్న కసిని నీకున్న బలాన్ని దేవుని కోసం వాడు ఈ రోజు నుండి అయినా దేవుడు నిన్ను కూడా ఇలా చేయబోతున్నాడు ఆ వ్యక్తిని ఛాంపియన్ చేశాడు ఏమో నిన్ను కూడా చేయబోతున్నాడేమో